hello friends welcome back to thinking me channel ఈరోజు మనం చెస్ గేమ్ ఎలా ఆడాలో చూ చూడబోతున్నాం ఫ్రెండ్స్ ముందుగా మీరు ఈ అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్ అలాంటి చూపిస్తాను దీని పేరు మీరు ప్లేస్టోర్లో వెళ్ళి చెస్ అని టైప్ చేసేసాలి ఫ్రెండ్స్ ఈ గేమ్ వస్తుంది ఈ గేమ్ డౌన్లోడ్ చేసుకోండి ఈ గేమ్ అయితే చాలా సింపుల్గా ఉంటుంది ఫ్రెండ్స్ ఇప్పుడు నేను దీన్ని ఓపెన్ చేస్తున్నాను వెయిట్ చేద్దాం ఫ్రెండ్స్ చెస్ గేమ్ ఓపెన్ అయిపోయింది ఇక్కడ మీకు కావాలంటే ట్యూటోరియల్ ఉంది ఫ్రెండ్స్ ట్యూటోరియల్లో మీకు ఏమేమి కావాలో అన్నీ ఉంటాయి ఫ్రెండ్స్ చెస్ గేమ్ ఎలా ఆడాలి అంతా ఉంటుంది ఫ్రెండ్స్ ఇప్పుడు నేను ట్యూటోరియల్ ఓపెన్ చేస్తున్నాను ఫ్రెండ్స్ చూడండి ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్ ఏనుగు దీన్ని ఏనుగు అంటారు ఫ్రెండ్స్ దీ ఇదైతే స్ట్రైట్గా వెళ్తుంది ఫ్రెండ్స్ ఎక్కడికైనా కానీ స్ట్రైట్గా వెళ్తుంది ఫ్రెండ్స్ ఈ ట్యూటోరియల్లో మీరంతా చూసుకోవచ్చు ఫ్రెండ్స్ దీన్ని ఇంగ్లీష్లో బిషోప్ అంటారు తెలుగులో అయితే మంత్రి అంటారు ఫ్రెండ్స్ ఇది సొట్టగా పోతుంది ఫ్రెండ్స్ క్రాస్ క్రాస్ పోతుంది ఫ్రెండ్స్ చూడండి ఇది ఇక్కడికి వెళ్ళింది మంత్రి ఫ్రెండ్స్ ఇది ఎక్కడికైనా వెళ్తుంది ఫ్రెండ్స్ స్ట్రైట్గా వేణు ఏనుగులాగా వెళ్తుంది బిషోప్ లాగా క్రాస్గా వెళ్తుంది అలాగే రాజులాగా సిక్స్ బాక్సెస్ వెళ్తుంది ఫ్రెండ్స్ చూడండి ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్ రాజు రాజు అయితే సిక్స్ బాక్సెస్ ముందరకు వెళ్ళగలడు ఫ్రెండ్స్ చూడండి సిక్స్ బాక్సెస్ ఇప్పుడు గుర్రం ఫ్రెండ్స్ గుర్రం అనేది ఎల్ షేప్లో వెళ్తుంది ఫ్రెండ్స్ ఇప్పుడు నేను మీకు అర్థమయ్యేలా చెప్పాను చూడండి ఫ్రెండ్స్ ఇది ఒక ఎల్ షేప్ లేకపోతే ఇదొక ఎల్ షేప్ ఇదొక ఎల్ షేప్ నన్ను ఫ్రెండ్స్ బాగా గిఫ్ట్ చూపిస్తాను ఇది ఎల్ షేప్ కదండి ఫ్రెండ్స్ ఇది ఎల్ షేప్ ఫ్రెండ్స్ ఇది ఎల్ షేప్ ఫ్రెండ్స్ ఇలా అయితే గుర్రం వెళ్ వెళ్తుంది ఫ్రెండ్స్ ఇప్పుడు మనం సైనికుడు చూద్దాం ఫ్రెండ్స్ సైనికుడు అయితే ఒక బా ఫస్ట్లో ముందరకు వెళ్ళేటప్పుడు అయితే టూ బాక్సెస్ టూ బాక్సెస్ వెళ్తాడు నెక్స్ట్ అయితే సైడ్కి చంప చంప సైడ్కి మాత్రమే చంపుతాడు ఫ్రెండ్స్ సైనికుడు ఇప్పుడు మనం గేమ్ ఆడి చూపిస్తాం ఫ్రెండ్స్ ఇప్పుడైతే నేను గేమ్ ఆడి చూపిస్తాను ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్ నేను బిగినర్ లెవెల్ ఓపెన్ చేస్తున్నాను ఇప్పుడైతే నేను ఓపెన్ ఆడుతున్నాను చూడండి ఇదైతే స్ట్రైట్ పోతుంది మీకు చూపించడానికి ఆడుతున్నాను ఫ్రెండ్స్ ఇది ఒక్క బాక్స్ ముందర పెట్టాను ఇప్పుడైతే ఇది ఒక్క బాక్స్ మాత్రమే కదులుతుంది ఫ్రెండ్స్ ఫస్ట్లో టూ బాక్సెస్ అండ్ సెకండ్లో వన్ బాక్స్ ఫ్రెండ్స్ ఇప్పుడు మీకు అంతా అర్థమై ఉంటుంది ఫ్రెండ్స్ చూడండి మంత్రి అయితే ఎక్కడికన్నా వెళ్తూ వెళ్ళగలదు చూడండి ఇలా ఫ్రెండ్స్ రాజుని చెక్ చేయలేదు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే నచ్చితే లైక్ చేయండి లేకపోతే అన్లైక్ చేయండి ఫ్రెండ్స్ కామెంట్ సెక్షన్లో బాగుందని కామెంట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ ఫ్రెండ్స్ మీకు ఒకవేళ ఫుల్ గేమ్ ఆడి చూపించాలంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ నేను నెక్స్ట్ వీడియో ఫుల్ గేమ్ చూపిస్తాను ఫ్రెండ్స్